hi everybody welcome to our channel ఈరోజు మీకు నేను నువ్వులుతో మెంతికూర చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను కావలసిన పదార్థాలు మెంతికూర బాగా క్లీన్ చేసి తరిగి పెట్టుకున్న మెంతికూర అండి చూడండి నీట్గా క్లీన్ చేసుకోవాలి నువ్వులు వేపి పెట్టుకున్నాను రెండు టమాటీలు రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు కొబ్బరికాయ ముక్కలు రెండు పడతాయండి ఇంత కావాలి పాలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఒక ప్యాన్ ఉంటే ప్యాన్ మట్టి కుండ ఉంటే మట్టి కుండ తీసి వాడుకోండి మట్టి కుండ అయితే ఇంకా మంచిది ఆన్ చేద్దాం జీలకర్ర వేస్తాను కొద్దిగా వేడి ఎక్కని జీలకర్ర వేసానండి చూడండి జీలకర్ర వేసాను పచ్చిమిరపకాయలు రెండు చించులు వేస్తే చాలు చట్నీ కోసం కదండి ఇలా సరిపోతుంది కొద్దిగా కరివేపాకు కొద్దిగా శనగపప్పు చూడండి ఇది ఆల్రెడీ వేగించిందే ఇలా వేసేస్తాను వేగనిద్దాం కొద్దిగా కొద్దిగా వేడమ్మి వేగనిద్దాం ఇంతట్లో నేను టమాటీ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను అలా చూపిస్తుంటా కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేగేలాగా పచ్చివాసన వాసన పోవడానికి కొద్దిగా వేయాలని చేస్తాను మెంతి కూర వేసేస్తానండి కట్ చేసి పెట్టుకున్నది మెంతి కూర అలాగే పాలు కొద్దిగా వేస్తానండి పాలు చూడండి పాలు వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు పాలు కొద్దిగా సాల్ట్ సరిపడ మనకి ఎలా సరిపోతే అలా మూత పెట్టి కొద్దిగా మగ్గనిద్దాం మగ్గనిచ్చి ఈ లోపల టమాటీ కట్ చేసి పెట్టుకుంటాను కట్ చేసి లేదంటే చూపించవచ్చు లేదండి ఇది టమాటీ ఇంత చాలు చట్నీ కోసం కదండి సరిపోతుంది అంత ముక్కలు కొబ్బరి కూడా కొద్దిగా తరిగి పెడతాను కొబ్బరి ఇవి వేసేదామండి మగ్గే ఉంటుంది చూపిస్తాను రండి చూద్దాం మగ్గిందండి హాఫ్ కంటే ఎక్కువే మరిగిపోయింది మగ్గిపోయింది ఇప్పుడు టమాటీ కూడా వేసివచ్చు ఈ టైంలో కొద్దిసేపు మగ్గనిద్దాం ఉడికిన తర్వాత మూత పెట్టి ఉంచుతాం రండి చూద్దాం ఉడికుంటుంది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇవి పచ్చి కొబ్బరికాయ ముక్కలు కదా కొద్దిగా అందులో ఉడకాలి ఒక రెండు నిమిషాలు ఉడికిపోతే పచ్చివాసన పోతుంది పచ్చడి కూడా పాడవదు దానికోసం కొద్ది ఉడకనివ్వాలి ఎక్కువ టైం పట్టదు రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చూద్దాం రండి ఉడికిపోయి ఉంటుంది ఎంతసేపు పట్టదు ఇది కొబ్బరి ముక్కలు పచ్చి వాసన పోవడానికి కోసం అయిపోయింది ఇప్పుడు ఈ మిగిలిన కరివేపాకును కూడా వేసేస్తాను వేసేసి బాగా కలిపి చల్లగా చేసేసి ఈ లోపల నువ్వులు మిక్సీ పడదామండి ఎందుకంటే నువ్వులు ఇందులో వేస్తే నలగదు ముందుగా పట్టుకుందాం ఇది ఇందులో తీసేసి ఇది కొద్దిగా చల్లగా వనిద్దాం మిక్సీలో వేయాలి కదా చల్లగా వనిద్దాం ఇలా ఉన్నిని నువ్వులు ఇప్పుడు మిక్సీ పడతానండి ఇవి వేగించిన నువ్వులు కదా మిక్సీ పడతాను ఇది పౌడర్ అయిపోయిందండి ఇది బయట పెట్టుకొని ఇది మిక్సీ అయిన తర్వాత తర్వాత ఇది యాడ్ చేస్తాను సరేనా ఇది అయిపోయింది ఇది కొద్దిగా చల్లగా అవ్వడానికి కొద్ది టైం పడుతుంది కొద్ది వెయిట్ చేద్దాము చల్లగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ పడతానండి ఇది చల్లగా అయిపోయింది కదా చాలా సింపుల్ అండి మెంతి కూర వెళ్తుంది నువ్వులతోనే చాలా హెల్తీ చట్నీ రండి చూద్దాం ఇప్పుడు బాగా అయిపోయింది ఇలా కూడా చేసుకోవచ్చండి ఇంతే కాకుండా ఇలా కూడా చట్నీ బాగుంటుంది ఇంకా నువ్వులు వేసుకుంటే పొడి చాలా వేసి కొద్దిగా నీళ్ళు వేస్తాను ఒక్క నిమిషం కొద్ది వాటర్ పోస్తాను చూద్దామండి చిక్కదనం ఎలా ఉందో చూసుకొని వాటర్ పడుతుందో లేదో చూద్దాం లేదు ఇంకా అవసరం లేదండి సరిపోయింది ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది తీ చాలా టేస్టీ అండి చాలా హెల్దీ మనకి ఆకు కూర తినకపోయినప్పుడు ఇది చాలా బాగుంటుంది మెంతి కూర చాలామంది పిల్లలు ఇష్టపడరు ఈజీగా పిల్లలు తినేస్తారు అసలు వాళ్ళకి తెలియనే తెలియదు ఇందులో ఆకుకూర ఉందని కూడా తెలియదు రెడీ అయిపోయిందండి మెంతి కూర నువ్వుల చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి తప్పకుండా